కోరి కారణము అది జీవితమేలే మనసు లోతులోన ఉంది అది జీవితమే పుట్టిన ప్రతి ప్రాణి లక్ష్యం ఒకటేరే పూలెందుకు వికసించు అది జీవితమేలే చెట్లెందుకు పెరుగుతా అది జీవితమే కోరి కారణము అది జీవితమేలే మనసు లోతులోన ఉంది త్రాణి లక్ష్యం ఒకటేనే పూలెందుకు వికసించు అది జీవితమేనే చెత్తెందుకు పెరుగుతాయో అది జీవితమే కోరికల కారణము అది జీవితమే అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూసిన నృత్యం గరుగులు అని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు అందరూ చేశారు ఒక్కసారి గట్టిగా వాళ్ళు చేసిన ఈ డాన్స్కి గట్టిగా చప్పట్లతో గరుగులు టీంకి కంగ్రాచులేషన్స్ చాలా బాగా చేశారండి మరోసారి ఇక్కడికి వచ్చిన అతిథులు సద్గురూజీకి అందరికీ ప్రణామాలు ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈషా గ్రామోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్లో సో ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి అలాగే విశాఖపట్నంలో చేసిన గవర్నమెంట్ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూనిసెఫ్ వారి తోడుగా నేడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి స్పెషల్ చేయుతో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అండ్ మీరందరూ ఇంత బాగా ఉత్సాహంగా పాల్గొనడం పెద్ద విశేషం ఇదంతా మీ వల్లే జరిగింది గ్రామస్తులందరికీ ధన్యవాదాలు హ్యాట్స్ మీరు లేందే ఏది సాధ్యం కాదు గ్రామం గ్రామం నుంచి వస్తారు ప్రజలు ఏల్తారు రాజ్యాలు మీ వల్లే ఇది సాధ్యపడింది నూట ఆరు మండలాల నుంచి వచ్చారు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అంతేకాకుండా ఆనందపుర మండలం ఆనందం అంతా అందులోనే ఉందండి ఇంతకంటే ఆనందం మహా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ టైం ఏమాత్రం తీసుకోకుండా గ్రామోత్సవ వీడియో ఒక్కసారి మీ అందరి ముందర ఆటలు మానేస్తే మన దేశం ఎటువంటి ఎదుగుదల లేక ఒక రోగుల పుట్టలా మారుతుంది ఈ అంటే మరి ఎప్పుడు కూడా ముందు పనులే రైతు పనులు ఏవో చేసుకునడం ఇంట్లో ఉండడం కాబట్టి మనసు మాత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికాడ ఉన్న ఏదో రాగుండేది మేము కుర్రోళ్ళు కొంచెం చెడు వ్యసనాలకి వాటికి చాలామంది కొంచెం అట్రాక్ట్ అవడానికి దారి తీస్తున్నారు ఈ మధ్య అలాంటివి లేకుండా మా పంచాయతీలో మా ఊరిలో మేము ఈ వాలీబాల్ ఆడటం జరుగుతుంది గత పదహారు సంవత్సరాలుగా ఈషా గ్రామోత్సవాలు ఎంతో హుషారుగా కొనసాగుతూ వస్తున్నాయి భారతదేశంలోని పల్లెల ఉత్సవ స్ఫూర్తి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నానాటికి నూతన శక్తిని కూడా సంతరించుకుంటోంది ఈ సంబరాలు ప్రతి పల్లెని తాకాలి అనంతపురం గ్రామంలో ఒక పండగ వాతావరణం అనేది కల్పించారు doesn't need a ఒకప్పటి మన భారత భూమిపై మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు పండగలు జరుపుకునే వాళ్ళం అంటే ఈ సంస్కృతి అంతా ఎప్పుడూ ఒక వేడుక వాతావరణంలో మునిగి తేలుతూ ఉండేదన్నమాట ఉదాహరణకి ఈవేళ భూమి దున్నే రోజు అనుకోండి అదో పండగ రేపు నాట్లు వేసే రోజు అది ఓ పండగే మర్నాడు కలుపు తీసే రోజు సరే పంట కోతకొస్తే ఇక పండగే పండగ ఇటువంటి స్థితి నుండి ఇప్పుడు మనం ఒక విషాద స్థితికి నెమ్మదిగా దిగజారాము మన దేశంలో మూడింతల జనాభా ఈ వేడుక స్ఫూర్తిని పూర్తిగా కోల్పోయి తీవ్రమైన ఓ ఒత్తిడి దశకి చేరుకుంది ఆట అనేది మనిషిని తన నిర్బంధనలను అధిగమించడమే కాక హుషారైన వాతావరణాన్ని నెలకొల్పడానికి కూడా దోహదపడుతుంది ఇదివరకు మద్యం సేవించడం పొగ తాగడం వంటి వ్యసనాలకు లోబడి ఉండేవాళ్లే ఇప్పుడు వాటి నుండి పూర్తిగా బయటపడి ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ జట్టు విజయం సాధించాలి కదా ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే ఇది అందరినీ సమానంగా చూస్తుంది ఆట చక్కగా ఆడేవారిదే పైచేయి ఇక్కడ వారి కులం మతం పుట్టుపూర్వోత్తరాలు ఎవ్వరికీ అక్కర్లేదు ఇదే ఆటల్లోని అతి ముఖ్యమైన విశేషం ఈషా సంస్థల్లో క్రీడల్ని ఎంతో చక్కగా వాడుకున్నాము మైదానంలో మా క్రీడాకారులు ఆడుతుంటే మీరు చూసి తీరాలి అంతటి నిమగ్నత ఉత్సాహం బహుశా మీకెక్కడా కనిపించదేమో దీనికి అసలు వయస్సుతో సంబంధమే లేదు ఇది నిజంగా కన్నుల పండుగ జీవితంలో ఎన్నడూ ఆటలాడని వారు ముఖ్యంగా అరవై ఏళ్ల పైబడ్డ మహిళలు ఇప్పుడు టోర్నమెంట్లో పాల్గొంటున్నారు ఇంకా చెప్పాలంటే ఈ వృద్ధ మహిళలు కుర్రకారుతో పోటీపడి వారిని అవలీలగా ఓడించేస్తున్నారు ఇది తమిళనాడులో మొదలైన ఓ అద్భుత ఉద్యమం congratulating Shri Sadhguru ji and Isha foundation for doing such a fantastic job ఇక్కడ జరిగేది దేశవ్యాప్తంగా జరగాలి క్రీడల్లో ఏదో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనేది కాదు ప్రతి వ్యక్తి ఆటల్లోని ఆనందాన్ని ఉత్సాహాన్ని చవిచూడాలన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఇది ఓ ఆరోగ్యవంతమైన స్పర్ధగా మారి మనుషులని వ్యసనాల బారి నుండి దూరంగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది ఆరోగ్యవంతమైన జీవితానికిదే నాంది రోజు లేకడం ఇంటి పనులు పిల్లలు ఇదే అయిపోతుంది కానీ కరెక్ట్ టైంలో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మేము అసలు బయటికే చెప్పలేకపోతుంది నిజంగా నైట్ అంతా అదే మా డిస్కషన్ రాత్రి ఒంటి గంట వరకు ఆడాము మొన్న రాత్రి పదకొండు వరకు ఆడాము ఓడిపోయిన ఫీలింగ్ కూడా లేదు ఇంకా గెలవ ఆడదాం ఆడదాం అనేసి ఉంది అనిపిస్తే బాగుంటుంది కదా మనకు ఒంట్లో ఆరోగ్యం బాగుంది కదా అన్నట్టు అనిపిస్తుంది ఏం పెట్టిన దగ్గర నుంచి ఏంటంటే మేము రెగ్యులర్గా మీట్ అవుతాం ఒకరినొకరు మాట్లాడుకుంటాం ఇదే క్రీడల్లో మహత్యం ఆటలోని అద్భుతం ఆటలాడటం క్రీడల్లో ప్రవేశం ఉండటం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం ఫ్రెండ్స్ కూడా వెళ్తాం ఫైనల్కి వెళ్తాం కన్ఫామ్ గా వెళ్తాం కన్ఫామ్ గా గెలిచి తీరుతాం ఓ బంతికి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉంది I've chosen badminton, which was not much recognized sport, but then now I see I, I wanted to fulfill my dream, so I continued playing badminton, and now I see most of the Indian women are, you know, coming up in the sport. I feel uh, the Isha uh, Gramotsam initiative, Sadhguru, had been uh, doing a great job. I wish them all the very best, and I would just like to say that play the sport, enjoy the sport, whether it's a win or a loss. Thank you. Andhra Prajalaku na namaskara. I'm really glad to hear that the rural people of Andhra are demonstrating to the world that they are very good in many things beyond art, culture and sports. By participating in Isha Gramotsavam, you all are showing to the world that being a housewife, working man, one can play sport and still live a healthy life. Sports invariably brings harmony and drives a society beyond gender and age bias. So I take this opportunity to extend my greetings and best wishes to UNICEF, Andhra Pradesh government and all the volunteers of Isha Foundation who are, who are working very hard to make Gramotsavam a grand success. అందరికీ ఇలా చప్పట్లు కొట్టడానికే మేమంతా వచ్చాము ఇక్కడ అతిథులు పెద్దవారు అందరూ వచ్చేసారు వీరందరు ముందర ఇక్కడ ఆట ఆడడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి కదూ మరి ఈ ఆట ఆడడానికి మీరందరూ సిద్ధం అలాగే నేను ఇక్కడ విచ్చేసిన ప్రత్యేక అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ముందుగా with lot of respect Shri Ganta Srinivasa Rao గారు honourable minister for human resource development Bheemili constituency నమస్కారం అండి ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను అంటూ తప్పకుండా ఆయన అన్నిట్లో చేదోడవాడుగా హెల్ప్ చేస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి thank you very much Shri K Haribabu garu member of పార్లమెంట్ విశాఖపట్నం నమస్కారం అండి అలాగే Srimathi Kothapalli Geetha garu MP Araku Sri Muvva Tirumala Krishna Krishna garu Sri Muvva Tirumala Krishna garu IAS chairman of Visakhapatnam port trust ఈ గ్రామోత్సవం ఇంత బాగా జరగడానికి కారణం కూడా ఆయనే అని చెప్పాలి ఇదంతా ఏర్పాట్లు చేశారు ధన్యవాదాలండి శ్రీ ప్రవీణ్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం నమస్కారం అండి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి మరో కారణం ఈయనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే Shri N Bangaraju garu managing director sports authority of Andhra Pradesh Shri Muralikrishna garu UNICEF representative అండి ఈషా ఫౌండేషన్తో కలిసి యూనిసెఫ్ ద్వారా ఆనందపురం మండలంలో యోగా అండ్ స్పోర్ట్స్ని ఎక్కువగా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మనకి ఈ కార్యక్రమానికి జారడం కూడా కారణం ఒక ఆయన ఆయనే అలాగే మనందరికీ సుపరిచితులు Arjuna award and Padma Shri Shri Dhanraj Pillay garu hockey పేరుని వరల్డ్ వైడ్గా సుశీర్ణం చేసిన నాలుగు ఒలింపిక్ మెడల్స్ నాలుగు ఏషియన్ మెడల్స్ వచ్చిన శ్రీ ధనరాజ్ పిల్లయ్య గారు పద్మశ్రీ శ్రీ ధనరాజ్ పిల్లయ్య గారు మరి అలాగే స్త్రీమూర్తి ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆడారు కదా లేడీస్ ఎంత బాగా ఆడుతున్నారో చూస్తూనే ఉన్నారు మరి అలాంటిది ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చుకుని పద్మశ్రీని అర్జున అవార్డుని సొంతం చేసుకుని మనందరినీ గర్వంగా ఏదైనా ఎత్తి సాధిస్తా అన్న కరుణం మల్లేశ్వరి గారు స్వాగతం సుస్వాగతం పద్మశ్రీ అవార్డ్స్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ సొంతం చేసుకున్న కరుణ మల్లేశ్వరి గారు మరి అలాగే ఈ కార్యక్రమం జరగడానికి అసలైన కారణం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మై శ్రీ గురువే నమ సద్గురు గారు స్వాగతం మరి అలాగే మన అందాల నటి మన్నే మనకెంతో ప్రీతైన నటి రకుల్ ప్రీత్ గారు స్వాగతం మనకి రకరకాల స్పాన్సర్స్ అందరూ ఉన్నారండి వారందరూ దయచేసి మాలలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము వైభవ్ జ్యువెలర్స్ నుంచి సతీష్ గారు వైభవ్ జ్యువెలర్స్ నుంచి సతీష్ గారు అలాగే ఎఫ్ఏపీజీఐ నుంచి అడ్వైజరీ బోర్డ్ నుంచి వచ్చిన మెంబర్స్ని దయచేసి మాల అందించవలసిందిగా కోరుతున్నాము శ్రీధర్ ఆనంద్ గారు ఎఫ్ఏపిఐజి ఎఫ్ఏపిజిఐ నుంచి శ్రీధర్ గారు అలాగే రమేష్ గారు వైస్ chairman CH Rao garu general secretary FAPGI CS Rao garu joint secretary and Mahesh Babu garu FAPGI నుంచి సిఎస్ రావు గారు మహేష్ బాబు గారు అలాగే శ్రీరామ్ ప్రాపర్టీస్ నుంచి జి రమేష్ బాబు గారు శ్రీరామ్ ప్రాపర్టీస్ నుంచి జి రమేష్ బాబు గారు స్పాన్సర్స్ నుంచి వచ్చిన వారిని అందరినీ వచ్చి పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుతున్నాం ఎస్విబిసి గోల్డ్ యామిని గారు బసంత్ కుమార్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్తమాంజలి ఓకే అతిథులందరినీ ఆశీనులు కదలసిందిగా కోరుతున్నామండి మనం అందరం ఇక్కడికి వచ్చింది దేనికి ఆ ఆట ఆడడానికి మరి ఆటలకి సిద్ధమేనా ఇక్కడ లెక్కలు ఇచ్చారండోయ్ వాలీబాల్లో జెంట్స్ ఐదు వందల డెబ్బై రెండు మంది అండ్ త్రోబాల్లో లేడీస్ నాలుగు వందల పంతొమ్మిది మంది ఇంతమంది ఆడారు మరి వాళ్ళలో ఇప్పుడు ఫైనల్స్ ఇక్కడ జరగబోతున్నాయి బెస్ట్ ఆఫ్ ద ఫైనల్స్ మరి అయితే త్రో బాల్ గేమ్కి నటి రకుల్ ప్రీత్ గారు అలాగే కర్ణం మల్లేశ్వరి గారు త్రో చేసి ఈ గేమ్ని మొదలెట్టవలసిందిగా కోరుతున్నాం మల్లేశ్వరి గారు అంటున్నారు నేను చీర కట్టుకున్నాను ఎలా అని ఇక్కడ చీరలు కట్టుకుని ఇలా దోపుకుని ఎలా ఆడారంటే తొందరగా ఫోటోలు తీసుకుంటే మనం ఆట ఆరంభిద్దామండి రకుల్ ప్రీత్ గారు అలాగే కన్నా మల్లేశ్వరి గారు త్రో చేసి మొదలు పెట్టబోతున్నారు ఇప్పుడు ఆట ఆరంభం అవుతోందండి ఇందులో బెస్ట్ ఆఫ్ ద టూ చేసి అందులో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది మనందరం ఈ ఆటని వీక్షిద్దాం ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ మన ముఖ్య అతిథులకి అతిథులకి అందరికీ కూడా నమస్కారము ఇప్పుడు మనం ఈ త్రోబాల్ అనే ఆటని ఇప్పుడు మన గ్రామం నుంచి వచ్చిన స్త్రీలు ప్రదర్శిస్తారు ఈ త్రోబాల్ గేమ్ని గత తొమ్మిది నెలలు బట్టి ఈషా ఫౌండేషన్ వాళ్ళు కోచెస్ని నిర్మించి అక్కడ ఈ గేమ్ని వాళ్ళకి నేర్పించి అందులో నలభై ఐదు టీంలు తయారు చేసి వాళ్ళ మధ్యలో లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసి ఇప్పుడు ఈ ఫైనల్స్కి చేరుకున్న రెండు teams Sontam team and Nelteru team అందరూ వాళ్ళకి గట్టిగా చప్పట్లో చప్పట్లతో ఆహ్వానించండి Sontam team versus Nelteru team అయితే సొంతం టీం వాళ్ళు కూడా మీ టీంని ఎంకరేజ్ చేయాలి అలాగే నేల్తెరు టీం వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఉత్సాహం ఇచ్చి వాళ్ళ చేత మీరు ఆడించాలి అయితే ఇది final match best of three match three games అయితే ఇందాకే ఒక సెట్ అయిపోయింది ఇప్పుడు మిగతా రెండు సెట్లు కూడా మనం ఇప్పుడు కండక్ట్ చేస్తాము అయితే సొంతం టీంలో players jersey number one K Haritha తనొక student jersey number two S Leela Kumari తను ఒక గృహిణి jersey number three L Uma student తను బిఎస్సి చదువుతుంది jersey number four B Satyavathi తను ఒక గృహిణి jersey number five K Padmavathi తను కూడా ఒక గృహిణి jersey number six L Nagamani తన ఒక ప్రైవేట్ కాలేజ్లో పనిచేస్తుంది jersey number seven Lakshmi sarpanch of Sontam అలాగే బి రమ క్యాప్టెన్ ఒక గృహిణి బి వరలక్ష్మి ఒక గృహిణి అయితే గేమ్ స్టార్ట్ అయింది మన రెండు టీమ్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు గెలుపొందడానికి ఎందుకంటే దీనికి నగదు బహుమతులు ఉన్నాయి వినర్స్కి ఇరవై ఐదు వేలు రన్నర్స్కి ఇరవై వేలు థర్డ్ ప్లేస్కి పదిహేను వేలు ఫోర్త్ ప్లేస్కి పదివేలు అయితే ఇప్పుడు స్కోర్ సొంటం రెండు పాయింట్లు నేల్తేరు ఒక పాయింట్ నేల్తేరు రెండు పాయింట్లు సొంటం రెండు పాయింట్లు score board please check two each Nelteru three Sontam two Nelteru three Sontam two Nelteru three Sontam three Sontam four Nelteru three ఇప్పుడు ఈ గేమ్ ఆడుతున్న స్త్రీలందరూ కూడా సాధారణమైన గృహిణులు రోజంతా పొలం పనులకు వెళ్ళి ఇంట్లో పనులు చేసుకొని ఉన్నవారే వీళ్ళని ఈషా ఫౌండేషన్ వారు విత్ యూనిసెఫ్ వీళ్ళకి కూడా ఆటలు లో ఒక ఉత్సాహం కలిగించి వీళ్ళకి ఈ ఆటని నేర్పించి వాళ్ళని సాయంత్రం అయ్యేసరికి మూడు గంటలు మూడున్నర నుంచి ఆరున్నర వరకు వాళ్ళని ఈ ఆటలో ఆడించి వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఇచ్చి వీళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఈ ఆటని చాలా చక్కగా నేర్చుకొని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు అయితే ఈ గేమ్ కన్నా ముందు కొద్ది క్షణాల ముందు నేను వీళ్ళని అడిగాను అమ్మ ఏంటి మీరు స్కూల్లోనేనో ఆడుకున్నారా అని అంటే అసలు బాల్ ఎలాగుంటుందో తెలియదండి మాకు ఈషా ఫౌండేషన్ వాళ్ళ వల్లే మాకు ఈ ఆట వచ్చింది అని వాళ్ళు చాలా ఆనందం చెప్ ఆనందంతో చెప్పారు ఓకే ఇప్పుడు స్కోర్ సొంటం తొమ్మిది చేరు నాలుగు మేము ఎక్కడ సొంతం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చాపురం నేల్తూరు నుంచి వచ్చిన గ్రామస్తులందరూ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు ఏ మీ యొక్క టీంలు మీరు ఎంకరేజ్ చేయరా నేల్తేరు వారు ఎవరు కూడా ఇక్కడికి వచ్చారంటే చాలా ఉత్సాహంగా ఉండాలి మీ యొక్క గ్రామాన్ని మీరు చాలా చక్కగా వాళ్ళు ఆడాలని ఎన్కరేజ్ చేయాలి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లేస్ని ని మీ యొక్క చంపట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేసి చక్కగా ఆడవరించాలి అందరూ కూడా చంపట్లు కొట్టాలి వాళ్ళు ఒక గోల్ ఒక పాయింట్ తెచ్చుకున్నా అటు వెళ్ళినా కూడా అందరూ కూడా మీరు తప్పట్లతో వాళ్ళందరినీ ఉత్సాహపరిచి వాళ్ళని చక్కగా ఆటను ప్రదర్శించేలా చేయాలని కోరుకుంటున్నాం అయితే ఈ బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్లో ఫస్ట్ సెట్ సొంతం అప్పుడే గెలుచుకుంది ఇది రెండో సెట్ ఆడుతున్నారు అయితే ద స్కోర్ సొంతం పదకొండు పాయింట్లు నేల్తేరు నాలుగు పాయింట్లు సొంతం పన్నెండు పాయింట్లు సొంతం పదమూడు పాయింట్లు నేల్తేరు నాలుగు పాయింట్లు సొంతం పద్ పద్నాలుగు పాయింట్లు నేతే నేల్తేరు గ్రామం నుంచి వచ్చిన ప్రజలు మీ యొక్క టీంని ఎంకరేజ్ చేయాలి మీరు వాళ్ళు ఎక్కడ కూడా వెనక ఉండకూడదు నేల్తేరు వారందరూ కూడా మీ యొక్క టీంని ఎంకరేజ్ చేయండి వాళ్ళు పాయింట్స్ తెచ్చుకుంటారు తప్పకుండా come on point Nelteru five Sontam వారు పదిహేను పాయింట్లు చాలా చక్కగా ఈ ర్యాలీస్ అవుతున్నాయి ఎస్ అదే ఫోర్ సొంటం పదిహేను నేల్తేరు ఆరు సొంటం పదహారు నేల్తేరు ఆరు ఆనందపురం మండలం నుంచి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా మరి మీ యొక్క గ్రామాల నుంచి వచ్చిన ప్లేయర్స్ సొంటం టీములు నేల్తేరు టీం ఏ గ్రామాల నుంచి వచ్చారో వాళ్ళు మీ ఒక టీమ్స్ని మీరు చప్పట్లోని చప్పట్లతోటి ఉత్సాహించి వాళ్ళని చక్కగా ఆడించాల్సిందిగా కోరుతున్నాం first time out Sontam team score సొంటం పద్దెనిమిది పాయింట్లు నేల్తేరు ఆరు పాయింట్లు Well, ladies and gentlemen, uh, this is the throwball match being played between the women teams from Sontam and Nelteru. Well, we had 45 teams out of 419 women who took part, who practiced this game, and 45 teams had come out and out of the 45 teams, these two teams have come to the finals, the Nailteru team and Sundan team. The best of three matches and we already had the first set and this is the second set being played between the two teams, Suntem and Nailteru. The score, Suntem team Pantomidi. Nailteru team Aru. Wonderful drop చాలా చక్కగా timeout timeout by Sontam team ఇప్పుడు మ్యాచ్ పాయింట్ మ్యాచ్ పాయింట్కి రెడీగా ఉంది సొంటం టీం నేల్తెర టీం వారు ఎవరు కూడా నిరాశించబడకూడదు వరకు అయిన మ్యాచెస్లో సుంటన్ టీం వారు చాలా చక్కగా ప్రదర్శించారు వాళ్ళకి ఈ గేమ్ ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చారంటే వాళ్ళు ఎప్పుడు టైంఅవుట్ తీసుకోవాలి ఎలాగ ఆడాలి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు వీళ్ళందరూ అసలు బాల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అంత చక్కగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఈషా ఫౌండేషన్ వారు with UNICEF match point point Nelteru Nelteru ఎనిమిది సొంటం ఇరవై మరి చాలా చక్కగా అయింది నేల్తేరు ఏడు నేల్తేరు తొమ్మిది సొంటం ఇరవై ఓ మ్యాచ్ గెలుచుకున్నారు సొంటం టీం నాలుగు నలభై ఐదు టీముల్లో నుంచి ఫైనల్స్కి వచ్చి ఈ ఫైనల్స్లో ఈ ఈషా గ్రామోత్సవం త్రోబాల్ ఫైనల్స్లో గెలుపొందిన టీం సొంటెన్ టీం దయచేసి అందరూ వారి చప్పట్లతో వారిని అభినందించండి మీకు ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకి నగద పురస్కారాలు ఉన్నాయండి కి పాతిక వేలు రన్నర్స్కి ఇరవై వేలు థర్డ్ ప్లేస్కి పదిహేను వేలు ఫోర్త్ ప్లేస్కి పదివేలు అయితే ఇప్పుడు ఇరవై ఐదు వేలు త్రోబాల్ మ్యాచ్ను గెలుచుకున్న వారు సొంటం టీం ఏది సొంటం టీం నుంచి వచ్చిన గ్రామస్తులందరూ కూడా వారి ఒక టీంని అభినందించండి అయితే ఈ మ్యాచ్ అయిన వెంటనే వాలీబాల్ ఫైనల్స్ ఉంటుంది అది కూడా best of three matches first match అప్పుడే ఫస్ట్ సెట్ అప్పుడే అయిపోయింది నెక్స్ట్ టూ సెట్స్ ఉన్నాయి సో దయచేసి ఆ రెండు టీమ్స్ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం volleyball finals Vepakuntapalem team and Ichchapuram team దయచేసి రెండు టీంలు కూడా రెడీగా ఉండండి సొంతం వారు ఆనందం పట్టలేకపోతున్నాం వాళ్ళు ఆట ఆడమే కాదు మేము డాన్స్ కూడా వేయగలమని చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్ ఎలా ఉందండి చాలా హ్యాపీగా ఇంతమంది అమ్మాయిల మధ్యలో నేను బాగుంది బాగుంది మీ పేరేంటి రత్నం రత్నం మీరు రత్నం లాగా ఇప్పుడు విన్ అయిపోయారు నాకు ఒక జవాబు చెప్పండి మొట్టమొదటిసారి ఇలా ఆటలు ఆడాలి అన్నప్పుడు మీ మనసులో ఏమనిపించింది ఫస్ట్లో అయితే ఇంతవరకు రాలేమనుకున్నాం ఈ ప్లేస్కి రావడానికి ఈ ప్లేస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకు రాలేమనుకున్నారు అసలు ఎందుకు బయటకు రాకూడదు మేము ప్రాక్టీస్ ఏం చేయలేదు ఆటలు అంటే ఏమన్నారు వీళ్ళు ఖాళీగా ఉంటారు ఏం ఆడతారు ఇంట్లో పనులు చేయలేక ఖాళీగా ఉండకుండా వీళ్ళేంటి ఆటలు ఏంటి అని సరే అనేవారు ఎవరు అనేవారు ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు వీళ్ళంతా ఊర్లో వాళ్ళేగా <laughs> ఊర్లో వాళ్ళంతా ఎందుకు నాల్తారు గ్రామ వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్ సో మరి ఫస్ట్ టైం వచ్చి ఆడినప్పుడు ఎలా ఉంది అనుభవం ఎలా ఉంది మీది చాలా చాలా హ్యాపీగా ఉందండి కాకపోతే టెన్షన్స్ అన్నీ పోయాయి ఫ్రీగా ఉండేవాళ్ళం మేము గేమ్కి వచ్చేసరికి మరి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి ఏవో ఉంటాయి కదా వ్యాపకాలు ఈ ఆట కోసం అని అన్ని కూడా వేగంగా ఫినిష్ చేసుకొని ఆటకు వచ్చేవాళ్ళం మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారనమాట చాలా సంతోషం all the best good luck ఇలాగే ఆడుతూ ఉండండి ఇంకా ఆడతారా ఊరు వాళ్ళందరూ కూడా ఆడతారా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ మాది ఇక్కడ వరకే కాకుండా దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ కంటిన్యూ చేయండి మా ఊర్లో వాళ్ళు ఇంకా కొత్తగా ఆడటానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా ఇలాగ ఈషా ఫౌండేషన్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మేము అసలు ఈషా ఫౌండేషన్ వాళ్ళు మర్చిపోలేము thank you so much thank you అండి ధన్యవాదాలు bye next winners winners winners మాట్లాడుతున్నట్టు నేనప్పుడు మీతో మాట్లాడేది సరే ఇది చెప్పండి మీరు ఇలా వచ్చి ఆడారు ఇదంతా వచ్చింది కదా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది మీ ఆనందం విషయం పక్కన ఉంచండి మొట్టమొదటిసారి రండి ఆడండి అన్నప్పుడు ఏంటి మెలకువలు ఏమి ఉండేది కాదు ఏంటి వీళ్ళొచ్చి ఏం ఆడిస్తారు మేమే ఆడతాము మాకున్న యాతలేంటి మా బాధలేంటి మా పరిస్థితులేంటి ఒక ఇంట్లో పని చేసుకొని ఇంకో కూలికి పనికి వెళ్ళి అట్నుంచి వచ్చి మళ్ళీ యాతన బాధలు మళ్ళీ ఉదయం పనికి వెళ్ళాలి ఏంటి పరిస్థితి అనిపించేది కానీ వీళ్ళు వచ్చి మాకు ఈ ఆటలు నేర్పించిన తర్వాత ఉంది మాకు వెరీ గుడ్ అయితే టీవీలకి మీ ఉన్న ఫోన్లకి బంద్ చెప్పి బయటకు వచ్చి ఆడడానికి మీరంతా సిద్ధమేనా మీ ఊర్లో వాళ్ళు సిద్ధమేనా సిద్ధమే సిద్ధమే సిద్ధమే ఎందుకంటే ఇంతకు ముందు అయితే మాకు ఎవరైనా భయపడే ఎవరికైనా భయపడే వాళ్ళు ఎందుకంటే ఏమో పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో లేదంటే ఇంకొకరి ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో అనే బిడియం అయితే ఉండేది ఇప్పుడు మాత్రం మాకు వెనకాతలు బాగా ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే మీరు చాలా సంతోషంగా ఉండడమే కావాలని ఆలో ఆలోచించారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇంట్లో పెద్ద ఊర్లో పెద్ద మనుషులు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి మీరు ఇలాగే ఆరోగ్యంగా సంతోషంగా అందరూ ఆడుతూ పాడుతూ ఉండాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే మాకు నిజంగా రాత్రిపూట కూడా ఆడుకోవాలనిపించదు ఎందుకంటే ఉదయం అంతే పని చేసుకొని ఊరికే ఊరికే ఉండలేక ఉదయం పూట పని చేయలేము పని చేసుకొని వచ్చి ఆడడానికి టైం ఉండేది కాదు మా సర్పంచ్ గారు మాకు ఎంకరేజ్ చేసి లైట్లు అవి అరేంజ్ చేసి పెట్టి మాకు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ తంజావూరు వాళ్ళందరికీ హలో కంగ్రాచులేషన్ వాలీబాల్ ఆడడానికి పద్మశ్రీ ధనరాజ్ పిల్లయ్య గారిని అలాగే సద్గురు గారిని వచ్చి ఒకసారి బంతిని ఎగరేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం సద్గురు గారిని ధనరాజ్ పిల్లే గారిని వాలీబాల్ ఆట మెన్స్ వాలీబాల్ ఫైనల్ కెమెరామెన్ వాళ్ళందరూ కూడా కోర్టు బయటకు వచ్చి ఫోటోలు తీస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం అందరూ కూడా దయచేసి కోర్టు బయటకు వచ్చి ఫోటోలు తీసా తీయవలసిందిగా కోరుతున్నాం గమనిక అందరూ కూడా దయచేసి కోర్టు బయటకు వచ్చి ఫోటోలు తీయవలసిందిగా కోరుతున్నాం Please cooperate with the organizers. I request the photographers to please come out of the ground and take out photographs. We request Sadhguruji to throw the ball and start the game. Men's వాలీబాల్లో సద్గురు గారు ఫస్ట్ సర్వ్ చేశారు మనకి ఎంతో ఆనందమైన సమయం ఇది మన మధ్య సద్దుగురు గారు వచ్చి వాలీబాల్ గేమ్ ఆడుతున్నారంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎంత అదృష్టమో ఒక్కసారి మనం అనుకుంటే చాలా అదృష్టం అండి సద్దుగురు గారు మన స్టేడియంకి ఇక్కడికి మన పోర్ట్ స్టేడియంకి వచ్చి ఇలాగా వాలీబాల్ గేమ్ అలాగే ధనరాజ్ పిల్లయ్య గారు ఒలింపియన్ వచ్చి ఈ పోర్ట్ ట్రస్ట్ ఇండోర్ స్టేడియంలో ఈ వాలీబాల్ ఆడడం అనేది మా స్టేడియంని చాలా అదృశ్యంగా భావిస్తున్నాం ఎంతోమంది ప్లేయర్స్ని ఇక్కడ చూసాము ఇంటర్నేషనల్ గేమ్స్ అయ్యాయి అలాగే సద్గురు గారు అండ్ ధనరాజ్ పిల్లయ్య గారు కూడా మా గేమ్ ఇక్కడ మా పోర్ట్ స్టేడియంలో గేమ్ ఆడడం అనేది అదృష్టం అండి ఇంకొద్ది క్షణాల్లో దయచేసి I request the cameraman to please vacate the ground please ఇంకో కొద్ది క్షణాల్లో ఈ వాలీబాల్ సెకండ్ సెట్ స్టార్ట్ అవబోతుంది ఈ గేమ్లో కూడా ఐదు వందల డెబ్బై ఎనిమిది ప్లేయర్స్ని ప్లేయర్స్కి శిక్షణ ఇచ్చారు ఇందులో నైంటీ టీమ్స్ని ఫామ్ చేశారు ఈ నైంటీ టీమ్స్కి కూడా లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేశారు చేసిన వారిలోని టాప్ టూ టీమ్స్ వేపగుంటపాలెం గ్రామస్తులు ఇచ్చాపురం గ్రామస్తులు ఈరోజు ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇచ్చాపురం వారు ఇదంతా ఒక ట్రైబల్ విలేజ్ ఇంత మారుమూలైన గ్రామాల నుంచి వచ్చి ఈ గేమ్ని ఇంత చక్కగా వాళ్ళకి వాళ్ళ కోచెస్ని మనం అభినందించాలండి వాళ్ళకి ఇంత చక్కని శిక్షణ ఇచ్చి వాళ్ళ చేత ఈ గేమ్ని ఎంత చక్కగా ఆడించారంటే ఈషా ఫౌండేషన్ అండ్ యూనిసెఫ్ వీళ్ళని మనకు ధన్యవాదాలు చెప్పాలని అందరూ కూడా మీ చప్పట్లతో ఈషా ఫౌండేషన్ వారికి యూనిసెఫ్ వారికి మీరు అందరూ కూడా అభినందించాలి ఓకే చాపరం ఒకటి వేపకుంటపాలెం ఈ రెండు టీమ్స్ కూడా వీళ్ళందరూ వ్యవసాయం చేసుకున్న వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అలాగే చదువుకుంటున్నారు కూడా వీళ్ళు ఒక టాలెంట్ని చాలా చక్కగా గుర్తించి ఈరోజు ఇంత చక్కటైన డిగ్నిటరీస్ ముందు వీళ్ళు ఈ ఆటను ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది వీళ్ళు కూడా ఎంత అదృష్టం చేసుకున్నారు ఇంత మంచి ప్లాట్ఫామ్ వీళ్ళకి ఇషా ఫౌండేషన్ వారు వాళ్ళకి ఇచ్చారు ఓకే ద స్కోర్స్ వేపకుంటపాలెం వారు మూడు ఇచ్చాపురం వారు ఒకటి ఈ గుమ్ కూడా best of three three games అప్పుడే ఒక సెట్ అయిపోయింది ఫస్ట్ సెట్ ఇచ్చాపురం టీం గెలుచుకున్నారు రెండో సెట్ అవుతుంది స్కోర్ ఇచ్చాపురం రెండు వేపగుంటపాలెం నాలుగు ఇచ్చాపురం మూడు వేపకుంటపాలెం ఐదు దయచేసి ఇచ్చాపురం నుంచి వేపకుంటపాలెం నుంచి వచ్చిన ప్రేక్షకులు మీ యొక్క గ్రామాలని మీరు చాలా ఉత్సాహించపరచాలి వాళ్ళు చక్కగా ప్రదర్శించేలాగా మీ యొక్క ఎన్కరేజ్మెంట్ ఉంటేనే వీళ్ళు చక్కగా ఇక్కడ ప్రదర్శించగలరు రెండు గ్రామస్తులు కూడా మీ యొక్క టీమ్స్ని చక్కగా ఎంకరేజ్ చేయండి గోస్ ఇచ్చాపురం నాలుగు వేపకుంటపాలెం ఆరు స్కోర్స్ స్కోబోర్డ్ ఇచ్చాపురం నాలుగు వేపకుంటపాలెం ఆరు ఫస్ట్ టైం అవుట్ ఇచ్చాపురం వారు వేపగుంటపాలెం ఏడు ఇచ్చాపురం నాలుగు వేపగుంటపాలెం ఎనిమిది ఇచ్చాపురం నాలుగు ఎక్కడ ఇచ్చాపురం వారు మీ మీ టీంని ఎన్కరేజ్ చేయరా కమాన్ స్కోర్ వేపకుంటపాలెం తొమ్మిది ఇచ్చాపురం నాలుగు ఇచ్చాపురం ఐదు వేపగుంటపాలెం తొమ్మిది అయితే ఇది best of three game three sets first set అప్పుడే ఇచ్చాపురం గెలుచుకుంది ఇది రెండో సెట్ రెండో సెట్ ఒక స్కోరు వేపకుంటపాలెం పది ఇచ్చాపురం ఐదు స్కోర్ ఇచ్చాపురం ఏడు వేపగుంటపాలెం పదకొండు ఇది రెండో సెట్ ఫస్ట్ సెట్ ఇచ్చాపురం వారు గెలుచుకున్నారు ఇది రెండో సెట్ స్కోర్ వేపగుంటపాలెం పన్నెండు ఇచ్చాపురం ఏడు పదమూడు ఇచ్చాపురం ఏడు టైమ్ అవుట్ ఇచ్చాపురం గ్రామస్తులకి ఈ గేమ్లో ఎంత చక్కగా శిక్ష ఇచ్చి ఈ స్థాయికి వచ్చినట్టు చేశారు ఇంత చక్కగా వాలీబాల్ గేమ్ని ప్రదర్శిస్తున్నారు ఇచ్చాపురం వేపగుంటపాలెం గ్రామస్తులు స్కోర్స్ వేపగుంటపాలెం పద్నాలుగు ఇచ్చాపురం ఏడు ఇచ్చాపురం ఎనిమిది వేపగుట్టపాలెం పద్నాలుగు వేపగుంటపాలెం పదిహేను ఇచ్చాపురం ఎనిమిది కల్పకుంటపాలెం పదహారు ఇచ్చాపురం ఎనిమిది ఇచ్చాపురం తొమ్మిది వేపగుంటపాలెం పదహారు పిఠాపురం పది పాలం పదహారు పాలం పదిహేడు ఇచ్చాపురం పది ఇచ్చాపురం పదకొండు పాలెం పదహారు పదిహేడు పాలెం పద్దెనిమిది ఇచ్చాపురం పదకొండు పాలం పద్దెనిమిది ఇచ్చాపురం పన్నెండు పాలం పంతొమ్మిది ఇచ్చాపురం పన్నెండు ఇచ్చాపురం ఇరవై ఇచ్చాపురం పదమూడు వేమగుట్టపాలెం ఇరవై ఒకటి ఇచ్చాపురం పదమూడు వేపకుంటపాలెం ఇరవై రెండు ఇచ్చాపురం పదమూడు వేమగుంట పాలెం ఇరవై మూడు ఇచ్చాపురం పదమూడు ఇచ్చాపురం పద్నాలుగు వేప వేమగుంటపాలెం ఇరవై ఎనిమిది వేమగుంటపాలెం వారు ఇరవై మూడు ఇచ్చాపురం పద్నాలుగు పాయింట్ టూ ఇచ్చాపురం ఇచ్చాపురం పదిహేను వేమగుంటపాలెం ఇరవై మూడు ఇచ్చాపురం పదహారు వేమగుడ్డపాలెం ఇరవై మూడు అవుట్ వేమగుంటపాలెం అయితే ఇది ఫైనల్ మ్యాచ్ తొంభై టీముల్లోని గెలుపొంది ఈ రెండు టీము టీములు ఫైనల్స్ చేరుకున్నాయి ఇచ్చాపురం గ్రామస్తులు అలాగే వేమగుంటపాలెం గ్రామస్తులు ఇది ఫైనల్ మ్యాచ్ ఇది రెండో సెట్ ఆడుతున్నారు ఫస్ట్ సెట్ ఇచ్చాపురం వారు గెలుచుకున్నారు ఈ రెండో సెట్లో స్కోర్ ఇచ్చాపురం సిక్స్టీన్ వేమగుంటపాలెం ఇరవై మూడు వేమగుంటపాలెం ఇరవై నాలుగు ఇచ్చాపురం పదమూడు sixteen set point point to Ichchapuram Ichchapuram seventeen Palem ఇరవై నాలుగు point Ichchapuram Ichchapuram eighteen points Vemagunta Palem ఇరవై నాలుగు పాలెం టీం గెలుచుకుంది ఫస్ట్ సెట్ ఇచ్చాపురం టీం గెలుచుకుంది ఇప్పుడు డిసైడింగ్ సెట్ ఈ సెట్ చాలా క్రూషియల్ ఎందుకంటే ఈ సెట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేలు నగదు బహుమతి వస్తుంది అందుకు రెండు టీమ్స్ కూడా చాలా ఫైటింగ్ స్పిరిట్తో ఆడి మీరు ఈ నగదు నగదు బహుమతి ఇరవై ఐదు వేలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాం అప్పుడే ఇచ్చాపురం వారు ఒక సెట్టు పాలెం వారు ఒక సెట్ గెలుచుకున్నారు final set twenty five points and the change thirteen point thirteen పాయింట్స్కి చేంజ్ సో దయచేసి ఇచ్చాపురం గ్రామస్తులు వేమగుంట గ్రామస్తులు ఇది మీ ఒక ఊరు తాలూకా ప్రెస్టేజ్ అందుకు మీ టీమ్స్ని బాగా ఎంకరేజ్ చేసి మరి మీ టీమ్స్ గెలవాలని కోరుకుంటున్నాం మాకైతే రెండు టీమ్స్ ఒకటే కానీ ఎవరో ఒకటే గెలవాలి కనుక సో ఇట్ ఇస్ మీ గ్రామాలు రెండు కూడా మీ యొక్క టీంను గెలవాలని కోరుకుంటాం ఒకవేళ well, ladies this is the deciding set deciding decide to వినోస్ ఇన్ దిస్ గ్రామస్యం There were 90 teams which took part in this uh, Grammar Swim Festival in which these two top finalists, the teams from Ichaparam and Vayamakuntapalam, uh, they have won each set each and now this is the final set which will be played and they have a cash prize of rupees 25,000 for the winners, 20,000 for the runners, 15,000 for the third place and 10,000 for the fourth place. So this is the deciding set for the winners. Ichapuram versus Vemaguntapalam. Good shot. To Vepakuntapalem two nil in favour of Vepakuntapalem point Vepakuntapalem పాపం రెండో నంబర్ జర్సీ నంబరు చాలా చక్కగా ఒక డ్రాప్ వేయాలని అనుకున్నాడు కానీ అది ఫైర్ అయింది so point to Palem touch out Palem నాలుగు ఇచ్చాపారం ఒకటి వేమగుంటపాలెం ఐదు ఇచ్చాపురం ఒకటి both the teams. స్టడీగా ఆడండి ప్రాపర్గా ఫుల్ ఫుల్ పవర్తో ఫోర్స్తో ఆడండి సరేనా ఇప్పుడు ఈ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ ఇద్దరికి చెప్పాను రెండు టీమ్స్ చెప్పాను ఆల్ ద బెస్ట్ నేను నేను ఇక్కడ సెంటర్ లో ఉంటాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇద్దరికి షేర్ చేస్తాను సరేనా ఓకే కాన్సన్ట్రేషన్ తగ్గించి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బాల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్ Come on. పన్నెండు పన్నెండు on. టైమ్అవుట్ ఇచ్చాపరమర్ ఫస్ట్ సెట్లో ఇచ్చాపరమర్ చాలా చక్కగా పిఠాపురం ఐదు వేమగుంటపాలెం పదమూడు I request the photographers to please come at the back. Photographers, please clear the please clear the ground. side change side change this is the third third set లో సైడ్ చేంజ్ ఉంటుంది థర్టీన్ పాయింట్స్ కి దయచేసి teams please rotate please go to next court అయితే ఈ థర్డ్ మ్యాచ్ థర్డ్ సెట్ లో స్కోర్స్ ఇచ్చాపురం ఐదు పాయింట్లు వేమగుట్టపాలెం పద్నాలుగు పాయింట్లు మీరు తర్వాత ఫోటోస్ చాలా చక్కగా హైట్ ఉపయోగించుకుని చెస్ట్ నెంబర్ లెవెన్ చాలా చక్కగా బ్లాక్ చేశారు Ichchapuram team six points Vemaguntapalem పద్నాలుగు చాలా చక్కగా స్పైక్స్ చేశారు కానీ మిస్ఫైర్ అయింది వేమగుంట పాలెం పదిహేను పాయింట్లు ఇచ్చాపురం సిక్స్ పాయింట్స్ వేమగుంట పాలెం వారు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు చాలా చక్కగా స్పైక్ చేసి ఒక పాయింట్ గెలిపించుకున్నారు ఎంతో తెలివిగా వేమగుట్టపాలెం ప్లేస్ చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు ఎంతో చక్కగా ఆ డ్రాప్ వేసి ఒక పాయింట్ తెచ్చుకున్నారు అయితే score stands sixteen Vemaguntapalem seventeen Vemaguntapalem and six Ichchapuram అయితే ఏదో ఒక చిన్న కన్ఫ్యూషన్ ప్లేస్ ఓకే నా Ichchapuram serving seven points and uh, Vemaguntapalam 16. Se 17. Good shot jersey number two చాలా చక్కగా స్పైక్ చేశారు అండ్ స్కోర్ స్టాండ్స్ ఇచ్చాపురం ఎనిమిది పాయింట్లు వేమగుంటపాలెం పదిహేడు పాయింట్లు out Ichchapuram Excuse me. Point to Ichchapuram team score stands Ichchapuram తొమ్మిది వేమగుంటపాలెం పదిహేడు very good shot jersey number two చాలా చక్కగా స్పైక్ చేసి ఇచ్చాపురం టీంకి పాయింట్ తెచ్చుకున్నారు అయితే మరి అదేవిధంగా వేమగుంటపాలెం వాళ్ళు కూడా స్పైక్ చేశారు మరి ఇచ్చాపురం వాళ్ళు బ్లాక్ చేశారు కానీ మరి అది ఫలించలేదు point Vemaguntapalem it was uh, చాలా చక్కగా మళ్ళీ ఇంకొక షాట్ కొట్టారు వేమగుంటపాలెం స్కోర్ ఫైనల్ సెట్లో వేమగుంటపాలెం ఇరవై ఇచ్చాపురం పది ఇచ్చాపురం వారు ట్రై చేశారు స్పైక్ చేయడానికి కానీ ఫలించలేదు point to Vemaguntapalem score stands twenty one Vemakuntapalem and uh, పది ఇచ్చాపురం వెల్ వేమగుంటపాలెం ఇరవై రెండు ఇచ్చాపురం పది వేమగుంటపాలెం ఇరవై మూడు ఇచ్చాపురం పది ఇది మూడో సెట్ ఫైనల్ మ్యాచ్ లో and time out for Ichchapuram So, well, ladies and gentlemen, this is the final match in which two sets have been won by Ichaparam team, and this is the final set, and the score stands Vemagutta Palem twenty three and Ichchapuram ten service misfired point to Ichchapuram Ichchapuram పదకొండు వేమగుంట పాలెం ఇరవై మూడు point. And well, now it is going to be the match point. వేమగుంటపాలెం ఇరవై నాలుగు ఇచ్చాపురం పదకొండు match point touch out point Ichchapuram Ichchapuram పన్నెండు వేమగుంటపాలెం ఇరవై నాలుగు రాష్ట్రంలో వినర్స్ వేమగుట్ట పాలెం వేమగుట్ట పాలెం ఈ గ్రామ ఉత్సవంలోని వాలీబాల్ మ్యాచ్లోని వినర్స్ రామ్ వేమగుంట పాలెం వాళ్ళు వాళ్ళు నగదు బహుమతి ఇరవై ఐదు వేలు గెలుచుకున్నారు మీకు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండి అలాగే బెనిడిక్ట్ గారు చాలా బాగా కమెంటరీ చేశారు బెనిడిక్ట్ గారికి గట్టిగా ఒకసారి చెప్పట్లు లేడీ కమెంటేటర్ అయి చక్కగా చెప్పారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ విజయపాలం కంగ్రాచులేషన్స్ మరిప్పుడు మనం అంతగానో ఎదురు చూస్తున్నా బహుమతులు అందజేసే టైం వచ్చేసింది బహుమతులు అందజేసే ముందర ఇక్కడ చక్కగా ఇలా పేపర్లు ఆడిస్తున్న మీకు మీకు వెల్ డన్ బాగా చేశారు స్కూల్ పిల్లలందరికీ థ్యాంక్ యూ బాగా షియర్ చేశారు మీ మీరందరూ వెరీ నైస్ మరైతే ముందుగా లేడీస్ ఫస్ట్ అని ఎప్పుడు అంటూ ఉంటారు మరి లేడీస్ ఫస్ట్గా త్రోబాల్లో నాలుగో స్థానం త్రోబాల్లో నాలుగో స్థానం సంపాదించుకున్న వారికి రకుల్ ప్రీత్ గారు అండ్ కర్ణం మల్లేశ్వరి గారు వీళ్ళకి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి కర్ణం మల్లేశ్వరి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము వీళ్ళకి బహుమతి నాలుగో స్థానం త్రో బాల్లో వచ్చింది సిరిపాలెం వారు కంగ్రాచులేషన్స్ కర్ణం మల్లేశ్వరి గారు సిరిపాలెం వాళ్ళకి బహుమతినిస్తున్నారు నాలుగవ prize fourth prize in throwball women's వందలు అందరికీ మరి అలాగే మూడో స్థానం ఫోటోలు అయిపోయి దిగచ్చు మీరు అందరూ టక టక టక మూడో స్థానం భీమన్న దూరపాలెం బంగారాజు గారిని వీళ్ళకి బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి Bangaru Raju garu managing director sports authority of Andhra Pradesh బహుమతిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కంగ్రాచులేషన్స్ మరి రెండో స్థానం రెండో స్థానం ఈ బహుమతి ఇవ్వడానికి కే గీతా గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి గీతా గారు రెండో స్థానం ఇచ్చేది నేల్తూర్ నేల్తూర్ వారికి రెండో స్థానం లభించింది మహిళ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇరవై వేల రూపాయలు వచ్చాయో Indian team. Congratulations. యాభై ఏళ్ల వాళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు వరకు ఇక్కడ ఉన్నారండి ఈ టీంలో గట్టిగా మీ హర్షధ్వానాలు యాభై ఏళ్ళు మీ అమ్మలు అమ్మమ్మలు ఆడనంటే కాదు ఆడాలి అని మీరే చెప్పాలి చూడండి వయసు నిమంత్రం లేకుండా ఎంత బాగా ఆడి గెలుచుకున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు congratulations throwball coaches throwball coaches సంతోషిని and Koti garu Santoshi and Koti garu thank you very much for your cooperation మీ మీ వల్ల ఇదంతా సాధ్యపడింది మొత్తం యాభై ఎనిమిది టీమ్స్ని తయారు చేశారండి సంతోషి అండ్ కోటి గారు సో వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అందరి దగ్గర నుంచి thank you and well done అలాగే ఈ ఆర్గనైజింగ్ని సపోర్ట్ చేసి ఉపయోగ టీచర్ అయిన కృష్ణం రాజు గారు అలాగే ఫీల్డ్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఇప్పుడు men's team men's team volleyball ప్రైజులు ఇస్తాము ఈ ప్రైజ్ని పద్మశ్రీ ధనరాజ్ పిల్లయ్య గారు అలాగే IAS officer P Basant Kumar garu వీళ్ళిద్దరిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి IAS officer P Basant Kumar గారిని అలాగే ధనరాజ్ పిల్లయ్య గారిని నాలుగో స్థానం వాలీబాల్లో సిరిపాలెం వాలీబాల్ కోచెస్ రమేష్ గారు వెంకట్ గారు తొంభై టీముల్ని చేసిన Ramesh garu Venkat garu congratulations and thank you very much volleyball coaches Ramesh garu Venkat garu ఇప్పుడు మూడో స్థానం థర్డ్ ప్లేస్ మూడో స్థానం పొడుగుపాలెం వారు మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు మురళీకృష్ణ గారిని ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు పదిహేను వేల రూపాయలు బహుమతి కంగ్రాచులేషన్స్ వాలీబాల్ కోచెస్ అయిన Ramesh garu Venkat garu well done good job thank you రెండో స్థానం రెండో స్థానం ఈ బహుమతి ఇవ్వడానికి ప్రవీణ్ కుమార్ గారిని సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చాపురం వారు కంగ్రాచులేషన్స్ ఇరవై వేల రూపాయలు సొంతం చేసుకున్నారు కంగ్రాచులేషన్స్ చప్పట్లు చప్పట్లు కొట్టాలి కూర్చున్న వాళ్ళు మొదటి స్థానం ఇప్పుడు వేణుగుంటపాలెం మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు మనందరం వీక్షించాము వేమగుంటపాలెం రామారావు గారిని వాళ్ళకి ప్రైజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము జరుగుతున్నందుకు కారణం కేవలం గ్రామస్తులు గ్రామస్తుల ఇంట్లో వాళ్ళు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలండి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంత చక్కగా వైభవంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత honourable minister of human resource development Bheemili కాన్స్టిట్యుయెన్సీకి శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ ముందుగా నమస్కారం సద్గురు ఈరోజు మనందరి మధ్య ఇంత సమయం ఇక్కడ గడపటం మనందరూ కూడా ఒక అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఈ గ్రామోత్సవ పేరుతోటి ఆనందపురం మండలంలో అనేక games and sports events organise చేసి ఈరోజు వాళ్ళకి బహుమతి ప్రదానం కార్యక్రమం కూడా చేయడం జరిగింది మామూలుగా ఈ కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సి ఉండింది అయితే మీ అందరికీ తెలుసు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఆయన రాలేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నన్ను హాజరుగమ్మని చెప్పటం మరి అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అదృష్టం లభించింది మరి ఇంత సమయం సద్గురు గారితో ఆయన సాన్నిధ్యంతో ఆయన సన్నిహితంగా గడపడం చాలా అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ దాదాపు ఒక రెండు గంటల పాటు ఆ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు కానీ లేకపోతే యువత కానీ వాళ్ళు ప్రదర్శించిన క్రీడా నైపుణ్యం చూసాం మామూలుగా పల్లెటూరులో అంటే ఇటువంటి వాటికి అంతా కూడా చాలా దూరంగా ఉంటాం ఇందాక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వస్తున్నప్పుడు గారు కూడా సద్గురు గారు ఎన్నో చక్కటి విషయాలు చెప్పడం జరిగింది మన భారతదేశంలో దాదాపు డెబ్బై శాతం పైగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు అటువంటి గ్రామీణ ప్రాంతంలో యువతని మహిళల్ని సరైన మార్గం నడిపిస్తే దేశానికి చాలా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశంతో మరి ఇప్పటికే తమిళనాడులో ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతమైంది దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో చేయమని చెప్పని మన ముఖ్యమంత్రి గారు కోరటం దాన్ని పైలట్ కింద మన విశాఖ జిల్లాలో అనంతపురం మండలంలో సక్సెస్ఫుల్గా జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ గ్రామోత్సవ ప్రోగ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా చేసుకుందామని చెప్పని తెలియజేసుకుంటూ సద్గురు గారిని విద్యా పరంగా కూడా అనేక విషయాల్లో ఆయన సలహాలు కోరడం జరిగింది ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పైలట్ కింద ఏషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం ముఖ్యంగా పిల్లలకి మోరల్స్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అందించాలి వాళ్ళని ఓవరాల్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలి వాళ్ళ యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉండేటట్టు చేయాలంటే ఏం చేయాలి ఏంటనేది కూడా సద్గురు గారితో మాట్లాడటం జరిగింది తప్పకుండా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ సారథ్యంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో విద్య దాంట్లో అనేక రిఫార్మ్స్ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నా అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక లీడర్షిప్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి అటువంటి లీడర్షిప్ యాక్టివిటీకి సంబంధించిన ఒక అకాడమీని విశాఖలో పెట్టమని చెప్పి సద్గురు గారిని కోరాం ఆయన కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు విశాఖలో మనకి ఒక ఎడ్యుకేషన్ సిటీ వస్తూ ఉంది ఆ ఎడ్యుకేషన్ సిటీలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ అకాడమీ ఆఫ్ లీడర్షిప్ సంబంధించిన ప్రోగ్రామ్కి ఒక ఇన్స్టిట్యూట్ నోటి స్టార్ట్ చేయమని చెప్పని కోరాం దాంతోపాటు ఏదైతే కోయంబత్తూరులో ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ అప్పుడు గుర్తింపు వచ్చిందో అటువంటి దీని ఒక కార్యక్రమం కూడా విశాఖలో చేస్తే బాగుంటుందని చెప్పని కోరాం దాన్ని కూడా అంగీకరించారు మన విశాఖలో కొన్ని స్థలాలు చూసిన తర్వాత దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఈషా ఫౌండేషన్ సద్గురు వాళ్ళ యొక్క పాత్ర విడుదలైనదిగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఆయన యొక్క ఆశీస్సులు మన ప్రాంతంలో ఉండాలి మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని విశాఖలో ఆర్గనైజ్ చేసి ప్రత్యేకించి నేను రిప్రజెంట్ చేస్తున్న మా భీమిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆనందపురం మండలం నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి సద్గురు గారికి వినవంపూరిగా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ ధన్యవాదాలండి మరైతే ఇప్పుడు అర్జున్ అవార్డ్ పద్మశ్రీ శ్రీ కర్ణం మల్లేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలు పెద్దలు గౌరవనీయులైన సత్యగురువు గారికి వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ ఇక్కడకు విచ్చేసిన గ్రామీణ ప్రజలకి నా ప్రియమైన గ్రామీణ క్రీడాకారులకి అందరికీ నమస్కారం ఇషా ఫౌండేషన్ తరపు నుంచి ఇటువంటి మంచి ఆలోచనతో ఒక మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఇది చాలా గర్వకారణం అది కూడా కాకుండా దాన్ని మన ఏరియాలో ఎక్కడ గ్రామీణ ప్రజల కోసం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది దానికోసం నేను ఇషా ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన గ్రామ ప్రజలు కానీ గ్రామ క్రీడాకారులకి నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది మొట్టమొదటి ఏంటంటే అవకాశం వస్తే మనం దేంట్లోనే ఎనకపడి ఉండం అవకాశం ఇస్తే ఏమైనా మేము చేయగలం అన్న నిజాన్ని ఈరోజు మీరు ప్రూఫ్ చేసి చూపించారు స్పెషల్గా ముఖ్యంగా నేను చెప్పుకునేది ఏంటంటే మహిళలు మేము వంట పని పొలం పని కాకుండా మేము ఆటలు కూడా ఆడగలం ఆడి గెలవగలం అనేది ఈరోజు నిరూపించారు నేను కూడా ఒక గ్రామీణ ప్రాణం నుంచి వస్తున్నాను కాబట్టి నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసి అలాగే ఇషా ఫౌండేషన్ పెద్దవాళ్ళందరికీ నన్ను ఇక్కడ అవమానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి అందరికీ మనం ఏమనగా మీరు నిశ్శబ్దంగా కూర్చుంటే కనుక నిశ్శబ్దంగా కూర్చుంటే కనుక మనం ఈ ప్రోగ్రామ్ని మన కోసం చేస్తున్నారండి సో మనందరం నిశ్శబ్దంగా కొంచెం క్రమశిక్షణ పాటిస్తే చాలా అందంగా ఉంటుంది స్పెషలీ ఇక్కడ విన్నర్స్ అందరూ కూర్చున్నారు వాళ్ళు కొంచెం నిశ్శబ్దంగా కూర్చోవాల్సిందిగా మనవి ఈ ప్రోగ్రాం మన కోసం చేసే ప్రోగ్రాం సో దయచేసి మీరందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం శ్రీ మురళీకృష్ణ గారు యూనిసెఫ్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రివర్డ్ సద్గురూజీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈవేళ ఈ సమావేశానికి ఆనందపురం మండలం నుంచి విశాఖపట్నం ఇతర మండలాల నుంచి విచ్చేసిన వాళ్ళందరికీ యూనిసెఫ్ తరఫున స్వాగతం చెబుతున్నాం శివతాండం అంటే మనమందరికీ తెలుసు కానీ ఇవాళ ఇక్కడ చూసింది ఆనంద తాండవం మీ మీ గ్రామ ప్రజల యొక్క కలిసికట్టుగా ఉంటే సుఖమే కాదు ఆనందం వస్తాదని చెప్పేసి ఇవాళ ఆనందపురం మండలం ప్రజలంతా కూడా ఇక్కడ నిరూపించారు యూనిసెఫ్ ముఖ్యంగా పిల్లల గురించి పనిచేస్తుంది పిల్లల హక్కుల గురించి పిల్లల బాగోగుల గురించి వాళ్ళ చదువుల గురించి ఆరోగ్యం గురించి ఎక్కువగా పనిచేస్తుంది కానీ ఈషా ఫౌండేషన్తో కానీ ఇవాళ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో కానీ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం వాళ్ళతో కానీ మేము అనుసంధానమై ఆలోచించినప్పుడు పెద్దలు బాగుంటే పెద్ద గ్రామ ప్రజలంతా కలిసిమెలిసిగా ఉంటే గ్రామంలోని పెద్దలందరూ బాగుంటే ఆ మంచితనం ఆ ఆనందం పిల్లలకు కూడా వ్యాప్తి చెందుతుంది పిల్లలకు కూడా లాభాలు వస్తాయి వాళ్ళ హక్కులు వాళ్ళ అభివృద్ధి కూడా చాలా ఉపయోగపడుతుంది అనే ఒక నినాదంతో ఈ ఈ ప్రోగ్రాంలో యూనిసెఫ్ కూడా మమేకం అవ్వడం జరిగింది ఆనందపురం మండలంలో ఇవాళ పిల్లల అభివృద్ధి గురించి వాళ్ళ బాగోగుల గురించి యూనిసెఫ్ చాలా లోతుగా పనిచేస్తుంది ఇప్పటికే గ్రామ గ్రామాన తిరిగి దాదాపు ఏడు వేల మంది పిల్లల యొక్క విషయాలన్నీ క్రోడీకరించి రాబోయే రెండేళ్లలో వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ రక్షణ గురించి వాళ్ళని సాధికారత వైపు నడిపించాలని బడిబయట పిల్లలందరినీ కూడా బళ్ళల్లో చేర్పించాలని చిన్న వయసులోనే వివాహాలు చేసుకోకూడదని వాళ్ళ హల్లు వాళ్ళ హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఆనందపురం మండలంలో చాలా లోతుగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పార్ట్నర్షిప్తో యూనిసెఫ్ రాబోయే రెండేళ్లు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పనిచేయడానికి నిర్ణయించింది వీళ్ళందరినీ కూడా ఐదు వందల ఐదు వందల సంఘాలుగా ఏర్పడి వాళ్ళని రాబోయే రెండేళ్లలో సుశిక్షితులుగా తయారు చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని యూనిసెఫ్ విశ్వసిస్తోంది యూనిసెఫ్ ఈషా ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ ఇంకా చేయడానికి మున్ముందుగా మేము ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి ఇషా ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలండి ధన్యవాదాలండి ఇప్పుడు శ్రీ ధనరాజ్ పిల్లయ్య గారు పద్మశ్రీ శ్రీ ధనరాజ్ పిల్లయ్య గారు మాట్లాడతారు ఆయన నేను ఇంగ్లీష్లోనే మాట్లాడగలను అన్నారు పర్వాలేదు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి ready the most respectable person in youth, respected Sadhguru, dignitaries on the dais, and one of the greatest athlete I ever seen, her dedication when I was playing for the country Olympic medal winner Karnam Malleshwari madam. All the volunteers, Isha Foundation, thank you so much for giving me this opportunity to be here today, sharing dice with Sadhguru and all the ministers. I only can request all the villages, players. I myself belongs to a village and represented country for 17 years. I request all the athletes take your sport seriously and represent our country and receive Arjun Award, Padma Shri, Rajiv Gandhi Khel Ratna Award and you have support from Sadhguru. Thank you so much. And I think uh, I will request uh, Sadhguru to come in Maharashtra side and Khel Mahotsavam should be there in Maharashtra also. Thank you so much. I'm sure very soon we'll see that too. Sri and Bangaru Raju garu managing director sports authority of Andhra Pradesh సద్గురువుకి ప్రణామాలు వేదికపై ఉన్న పెద్దలకి నమస్కారాలు గ్రామోత్సవం లాంటి అందమైన కార్యక్రమం మన రాష్ట్రానికి రావడం చాలా శుభకరం తమిళనాడులో చాలా ఏళ్లుగా జరుగుతున్న గ్రామోత్సవం గుజరాత్లో జరుగుతున్న ఖేల్ మహాకుంభ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా ప్రజలందరూ క్రీడల్లో పాల్గొనే విధంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త స్పోర్ట్స్ పాలసీ పట్టుకొచ్చారు దీంట్లో ముఖ్య ఉద్దేశం స్పోర్ట్స్ ఫర్ ఆల్ అంటే అందరికీ గ్రామీణ అందరికీ పిల్లలకి పెద్దలకి క్రీడలు దీంట్లో భాగంగా మనకి క్రీడా మైదానాల నిర్మాణం ఒక మహత్తర కార్యక్రమం ఇందాక ఈషా ఫౌండేషన్ చూపించిన వీడియోలో చూసాం ఉమెన్ హ్యాండ్బాలు మెన్ వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళు ఆడుతున్న మైదానాలు ఎలా ఉన్నాయో చూశారు కదా గత దశాబ్దంగా మన గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానం దుస్థితి ఇలా ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పదహారు వేలు క్రీడా మైదానాలు వెంటనే డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించారు దాదాపు మూడు వేల మైదానాలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి గ్రామోత్సవం అద్భుతంగా చేసుకోవచ్చు ఈ విషయంలో నేను ఈషా ఫౌండేషన్ వారి సహకారం ఆర్థిస్తున్నాను గవర్నమెంట్ కొంతవరకే చేయగలదు నిర్మాణంలో ఉన్న క్రీడా మైదానం క్వాలిటీ కానీ టైమ్లీ కంప్లీషన్ కానీ ఈషా ఫౌండేషన్ వారు వాలంటీర్స్ మా గవర్నమెంట్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి హెల్ప్ చేస్తే సకాలంలో పదహారు వేల మైదానాలు అద్భుతంగా పూర్తి చేసి ప్రజలకి అందించగలిగే అవకాశం మాకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలండి ఇప్పుడు శ్రీమతి కె గీతా గారిని ఎంపీ అరకు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి First of all, I would like to bow my head in reverence to the most knowledgeable Sadhguruji, whose teachings or whose preachings are like a torchlight for all of us. Whenever there is a confusion, his teachings have been always my guidance. My humble salutations to you, sir. ఇక్కడ చేరొక్క చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరూ చాలా ఇప్పుడు వరకు చాలా విషయాలు చెప్పారు నేను ఒకే ఒక్క రెండు విషయాలు చెప్తాను Isha foundation today has been an oh eye opener for all of us sir because seventy percent of the people living in rural areas are being left over And that is actually a very important aspect for all of us to concentrate to bring the rural population into the general uh, to the to the general fold so ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా కాన్స్టిట్యున్సీలో ninety percent ninety five percent rural area కానీ ఎంతో ఉత్సాహంగా ఇక్కడున్న వాళ్ళందరూ ఆడిన పద్ధతి చూస్తే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది సో ఈరోజు సభాముఖంగా మీడియా ముఖంగా నేను మన ముఖ్యమంత్రి గారిని అలాగే మన ప్రీతమ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారిని కూడా ఒకటి కోరుతున్నాను సార్ నేను వచ్చిన దగ్గర నుంచి ఒక ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్లో పెట్టాను సీఎం గారిని కూడా కలిశాను ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక మినీ స్టేడియం ఇవ్వాలని చెప్పి నేను ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది మంత్రి గారు ఆ ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్తే యూనియన్ గవర్నమెంట్లో I'm one of the member in the HRD committee so whatever matching grants are required sir I will also push from my side and try to get if you can do that sir it will be of great importance ఎక్కడెక్కడ నా కాన్స్టిట్యున్సీలో పర్యటించిన యూత్కి అందరికీ కూడా నేను వాలీబాల్ కిట్స్ త్రోబాల్ కిట్స్ ఇస్తున్నాను మీరందరూ కూడా ఇదే స్పిరిట్ తోటి a healthy mind in the healthy body so మీరందరూ కూడా ఇదే స్పిరిట్ను ముందు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ థ్యాంక్స్ అండి మరి అలాగే శ్రీ కె హరిబాబు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖపట్నం ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు పూజనీయులు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు వేదికలు అలంకరించిన పెద్దలు కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామీణ యువ క్రీడాకారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు భారతదేశంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాలకు లోబడినటువంటి యువతులు యువకులు ఉన్నారు అరవై ఐదు శాతం మంది భారత ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు ఇవాళ యువత మత్తు పదార్థాలు వ్యసనాలకు లోబడి నిర్వీర్యమవుతున్నటువంటి తరుణంలో వారి యొక్క దృష్టిని వ్యసనాల బారి నుండి తప్పించి క్రీడల వైపు మళ్లించి వారిలో ఉన్న శక్తిని ప్రతిభా పాఠవాలను వెలికితీయటానికి ఈ గ్రామీణ భారత క్రీడోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను మనందరం కలలుగనే నవ భారత్ నిర్మాణానికి ఆరోగ్య భారత్ నిర్మాణానికి ఈ క్రీడోత్సవం ఎంతగానో సహకరిస్తుందని ఇప్పుడు వాలీబాల్ త్రోబాల్ చూశాం భారతీయ ప్రాచీన క్రీడ అయిన కబడ్డీని కూడా మనం ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ పూజ్యులు గౌరవనీయులు సద్గురు గారు విశాఖపట్నం ప్రాంతంలో రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మనకి ఉత్సాహాన్ని ఊపుని ఉత్తేజాన్ని కలిగిస్తారని చెప్పి నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలండి మరి ఇంత బాగా ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణమైన గురు సద్గురు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ అందరికీ వందనములు మై నమస్కారం to everybody When I, when I first noticed that uh, rural India from being a vibrant, beautiful atmosphere slowly was becoming a, a place where nobody wants to be. A certain level of desperation, depression, because the traditional strengths which existed in the society in the form of folk dances, folk music and other folk arts rapidly vanished. I thought the easiest thing to bring to rural scape was sport. Sport is capable of leveling out all differences of caste, creed, gender. Last twenty-two years, this has been on in Tamil Nadu. I'm extremely happy to see that the youth of Andhra Pradesh or the rural youth of Andhra Pradesh are into sport and sport icons like Dhanraj Pillai who himself comes from a rural scape and Maheshwari who comes also from a rural scape. These are great inspirations for the youth of this nation. And it's wonderful that an international body like UNICEF has taken up this cause and the government of Andhra Pradesh and the Chief Minister himself is very enthusiastic about this cause. It's very important. We may do many things in the country. We can build bridges, we can build dams, we can do many things. The most important thing is we keep the people of this nation in a high level of inspiration, health and well-being. Without great people, there is no great nation. This is a small effort in that direction. Every one of you should take this on. It need not necessarily always happen under the umbrella of an organization. Everybody should take this on and make it happen everywhere, including your homes. Some playfulness in your house at least throw a ball at each other. You are, I have, I don't, we don't have a ball, throw a potato, huh? what's the problem? Bringing playfulness into your life is very important, otherwise life will sit very heavy on your head. The many challenges of life will sit so heavy on your head unless you are playful in your day-to-day -day life. I would say every family, every community, every village bring some playfulness, it need not necessarily be an organized process. Let me see who is playful among this and who'll catch the ball. <laughs> thank you, thank you for being here. Wonderful, all the athletes, all those people who played, especially the ladies who come out of their villages and playing here. Fantastic. సద్గురువు గారు చెప్పింది ఏంటనగా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు బాధగా ఉంటూ ఉంటాము టీవీ సీరియల్ చూసి ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు ఇలా ఉంటాం అలా కాకుండా మ్యూజిక్ విన్నా లేకపోతే ఫోక్ ఆర్ట్ జానపద నృత్యాలు జానపద పాటలు జానపద కళలు ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు మరి వీటి నుంచి మనం బయటపడాలి ఆనందంగా ఉండాలి కేవలం గ్రామమే కాదు దేశమంతా కూడా ఆనందంగా ఉండాలి అంటే గ్రామం నుంచే మొదలవుతుంది ప్రతి ఇంటి నుంచి మొదలవుతుంది ఇవాళ మన ముందున్న కర్ణం మల్లేశ్వరి గారు అలాగే ధనరాజ్ పిల్లే గారు కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వారే వాళ్ళు ఒక గ్రామం నుంచి వచ్చి మనకి ఒలింపిక్స్ మెడల్ బోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టారు కాబట్టి గ్రామం గ్రామం నుంచి చిన్న చిన్న పల్లెల నుంచి ఇంటి ఇంటి నుంచి కనుక మనంతా ఆటపాటలతో ముందుకు సాగితే దేశం సుభిక్షంగా అవ్వడమే కాకుండా మన దేశం ఎన్నో దేశాల్ని విజయంగా సాధించి ఎన్నో మెడల్స్ని మన దేశానికి తెస్తుంది సిరు సంపదలు వెలుగుతాయి అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి అందరింట్లో ఆడాలి ఆటలు ఆడాలి ఓ బంతిని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో వాళ్ళందరితో ఆడించాలి అని మన సద్గురు చెప్పారు అలా ఆడుతూ పాడుతూ అందరూ సంతోషంగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పారు ధన్యవాదాలు సద్గురు గారు చాలా సంతోషం అండి ఇక్కడికి వచ్చిన ప్రతి అతిథులకి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చిన గ్రామ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు దయచేసి కూర్చోండి ముందుగా మన అతిథులు వెళ్ళిన తర్వాత నేను మీకు ఎలా వెళ్ళాలో చెప్తాను ఆ క్రమంలో మనందరం వెళ్దాము సో అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ thank you very much thanks for being a part of this thank you తున్నగోయ్ బ్రతుకు నైజ మెరుగరానిదై అలయ అలయ అలయ అలయ అలయ అలయ అలయ అలయ అలయ అలయ అలయని మనసు ఎదురుతున్నదోయ్ మైని వెతుకుతున్నదోయ్ బ్రతుకు నైజ ఏలేలో హైలేసా సాగురా హైసా పైసా పుడతది చేపలాగా ఆశ తిమింగళమవుతుంది రాయిషా తిమింగళ మీ వలలో పడినా నువ్వు మళ్ళీ చెప్పకేసి చూస్తావురా హైసా పైసా గాలి నెడుతూ ఉంది నావా కదులుతుంది అలలో ఆశలను